అతిథి వద్దో భవ ఏరా అంతా రెడీనా ఎప్పుడో రెడీ సార్ వార్డ్ అక్కడ కస్టమర్స్ వెయిటింగ్ ముందు రెండు దోశ వేయండి అలాగే అన్నట్టు సార్వాడు చెప్పడం మర్చిపోయాను రాత్రి మీరు సెకండ్ షో సినిమాకి వెళ్ళినప్పుడు బా కుదురుగా నిలబడండి అమృతం సార్వాడు ఊరి నుంచి అర్జెంటుగా ఫోన్ చేశాడు అంటే వాడేంటి రన్నింగ్ షూ వేసుకుని పరిగెత్తుకుని ఫోన్ దగ్గరికి వచ్చి రింగ్ చేశాడా కాదు సార్ వాడు మ్యాటర్ అర్జెంట్ అన్నాడు మిమ్మల్ని ఫోన్ చేయమన్నాడు ఏంటంట అంత అర్జెంటు ఏమో నాకు చెప్పమన్నా చెప్పలేదు నీకేం తెలీదు తింగర మంగరగా తిరగేసి చెప్తావు వాడితోనే మాట్లాడతాను అన్నాడు సర్లే అవతల కస్టమర్స్ వెయిటింగ్ అన్నావుగా తర్వాత కాల్ చేస్తాలే హలో సార్వాడు అమృతం సార్వాడు ఫోన్ చేశారు లైన్లో ఉన్నారు మిమ్మల్ని రమ్మంటున్నారు ఇక్కడ ఏం చేస్తున్నానో నీ కనపట్లా వెళ్ళి కార్లు వేసి పట్రా ఇదిగోండి సార్ వాడు ఏంట్రా ఛార్జింగ్ అయిపోయింది సార్ వాడు చెవిలో పెట్టు చంపేస్తా తీసుకెళ్ళి అక్కడ తగలెట్టు విషయం ఏంటో కనుక్కొని వచ్చి నాకు చెప్పు పిలిచారా కాదు అరిచా మాట్లాడేవా మళ్ళీ నాతో ఏం చెప్పనన్నారండి ఎవరో బంధువులు బంధువులు ఆ తర్వాత ఏంటి వాళ్ళు అక్కడికి వచ్చారా ఇక్కడికి వస్తున్నారా మొత్తానికి పోయారా అది మీకు మాత్రమే చెప్పే విషయం అట నాకు మాత్రం ఫుల్ గా చెప్పాడా చెప్పండి నీకు చెప్పడం వేస్ట్ అన్న నిన్ను అడగడం వేస్ట్ వెళ్ళి ఇక్కడి నుంచి బిల్లింగ్ చూసుకో మీటర్ ఎంత అయింది బాబు డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదా వెయ్యి రూపాయలు నోట చిల్లర లేవండి జస్ట్ వెయిట్ ఏ మినిట్ త్వరగా రండి రండి ఇడ్లీ వడ పూరి దోశ చపాతి ఇవి చట్నీ సాంబార్ కూర కార అవన్నీ తీరుబడిగా మొహం కొడుకు తింటాం గాని చేంజ్ లేదు ముందర ఫేరీ ఫేర్ అన్నా sir bill bill okay fifteen rupees కాదు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ పెట్టేవి ఎనిపోయేది బిల్లు నెత్తి మీద చిల్లు పడుతుంది పైసలు తీసుకురా కనపడి చావటం లేదు సార్ వాడు వాళ్ళ చిల్లర కూడా ఏంటో చూడండి వీళ్ళే ఏంటి గొడవ ఎవరండి మీరు ఏం కావాలి మీకు <laughs> నా పేరు భీమవరం బుల్లబ్బాయి ఇది మా ఆవిడ మంగత మేము అమృతరావుకి బాబాయి పిన్ని అవుతాం మీరు అమృతం బంధువులా దింగర్ సన్నాసి మా అమృతం బంధువులు వస్తే ఎవరో దొంగలు వచ్చినట్టు హడావుడు చేస్తావేంటి మా వాడు ఇబ్బంది పెట్టుండే క్షమించండి అరవ్వాడు అంతగా అర్థం కాదు వెళ్ళా ఫోన్ చూడు వెళ్ళు రండి బాబాయ్ గారు అదే ఏం లేదు బయట ఆటో వాడు వెయిట్ చేస్తున్నాడు నా దగ్గర ఏమో చిల్లర లేదు చిల్లరా ఎంత బాబు డెబ్బై ఐదు రూపాయలు ఇటివ్వండి పర్వాలేలే బాబు మేము ఊరు చూసి పోదామని వచ్చాం అమృతం ఏడి అమృతం వాళ్ళ మామగారు ఊరు చూద్దామని వెళ్ళాడు అయ్యో ఆటో ఆటో అరే రే ఆటోడు వెళ్ళిపోయాడు అదే ఆటోలో వెళ్ళి ఏ లాడ్జిలోనూ ఉండేవాళ్ళం కదా ఎంత మాట అన్నారు బాబాయ్ గారు అమృతం లేకపోతే నేను లేనా మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అది కాదు బాబు నేను ఒక్క మాట వినను వాడి ఇంటి తాళం నా దగ్గరే ఉంది ఇక నుంచి మీ ఇల్లే అనుకోండి రండి మర్యాదస్తుల్లో ఉన్నాడే సార్ సార్ వాడు ఒకసారి పక్కరండి <laughs> వెళ్ళరా బాబు అమృతం సార్ వాడు ఫోన్ చేశారు ఏంటంట ఎవరో బంధువులు జాగ్రత్త అన్నారు సార్ వాడు ఆ మాత్రం జాగ్రత్త నాకు తెలియదా నేను ఇక్కడ అదే చేస్తున్నాను ఆతిథ్యం గురించి నాకెవ్వరూ ఎస్టిడి చేసి మరీ చెప్పక్కర్లా మీరు రండి బాబాయ్ గారు రండి లోపలికి రండి రావే అక్కడ పెట్టండి <laughs> దమ్మా this is bedroom with attached bathroom this is dining table with attached chairs ఇక్కడికి రండి this is drawing room with attached TV total house with attached restaurant అంతా మీ సొంతంలా ఫీల్ అవ్వండి <laughs> మీకేం కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను పిలిచి మరీ అడగండి ఎంత <laughs> వెళ్ళేస్తాను బాబాయ్ పిన్ని గారు శాంత అమృతం వాళ్ళ బాబాయ్ పిన్ని వచ్చారే ఓహో హలో ఆ అమృతం చెప్పరా ఏంటి సంగతి ఏంటి నిన్న నుంచి తెగ కంగారు పడిపోతున్నావు ఏంటంత కొంపలు మునిపోయే విషయం నీకు తెలియక నువ్వంత నిదానంగా ఉన్నావు రంజీ వార్త వచ్చింది మా పిన్ని బాబాయ్ హైదరాబాద్ రావచ్చని వస్తే ఏంటి వస్తే ఏంటా ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నావు వైజాగ్ లో మా కజిన్ వాళ్ళింటికి కూడా ఊరు చూడ్డానికి వచ్చామని చెప్పి తిష్ట వేసి పెరుగుతున్న ఊరు ఎంత చూసినా తరగట్లేదని పదేళ్లు అక్కడే ఉండిపోయారు చివరికి వాడు ట్రాన్స్ఫర్ చేయించుకుని ఊరోదులు వెళ్తే వాళ్ళు ఇలా ఊరి మీద పడ్డారు అటుగాని వస్తే నేను లేనన్న వంకతో వెంటనే పంపించాయి వాళ్ళ పేర్లు బి బుల్లబ్బాయి మంగత హలో హలో హలో హలో ఏంట్రా ఫోన్ డిస్కనెక్ట్ చేసావు అనుకున్నా లేదు నా హెడ్ డిస్లోకేట్ అయింది వాళ్ళిందాకే వస్తే తాళం తెరిచి మరీ నీ ఇంట్లో దించా అనుకున్నంత పని చేసావు కదరా వెంటనే వాళ్ళు నిర్మహమాటంగా బయటికి గంటాయి నేనొస్తే ఆ పని చేయలేను నువ్వైతే నాన్ బంధువు కదా మరీ అంత మొహం మీద కొట్టినట్టు ఎలా చెప్తావురా మర్యాదగా కట్టె విరక్కుండా పాము చావకుండా నేను డీల్ చేస్తాగా లీవ్ టు మీ ఏదో ఒకటి చేస్తాగలడు వాళ్ళు వెళ్ళే వరకు నేను రాను కర్ర కాదు పాము కాదు గండరు గొడ్డలి గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు బిజీ ఫోజులు కొట్టకుండా ముందుగానే అన్నయ్యకు ఫోన్ కొట్టి ఉండొచ్చు కదా ఎందుకు ఇప్పుడే ఓ డైలాగ్ కొడతా బుల్లిబాబాయ్ గారు చా బుల్లబ్బాయి బాబాయ్ గారు ఈ ఇల్లు మీకంత కన్వీనియంట్ కాదు కాదు కాదు బాబాయ్ గారు ఈ ఇంట్లో దోషం ఉంది మీకంత కన్వీనియంట్ కాదు ఎస్ hmm. బాబాయ్ గారు వాళ్ళెవరు అది మా అమ్మాయి బుజ్జి వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇక వాడేమో మా అబ్బాయి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు ఆహా కొడుకేమో మేనత్తింట్లో కూతురేమో పిన్నిగారింట్లో మీరేమో అక్కడ ఇక్కడ <laughs> మొత్తం మీద ఫ్యామిలీ సెటిల్డ్ అబ్రాడ్ మరే బాబాయ్ గారు మీకు ఇల్లు చాలా కన్వీనియంట్ గా ఉందో అది వాస్తుపరంగా చాలా డిఫెక్ట్ ఉందండి ఈ మూఢనమ్మకాలను ఏమి ఎఫెక్ట్ చేయలేవోయ్ మన నమ్మకాలను బట్టి నష్టాలు జరగవు కదా ఎందుకు వచ్చింది రిస్క్ మీరు అన్నట్టు లాగ్య బెస్ట్ ఏమో కావాలంటే ఒక రోజు రెస్ట్ తీసుకుని మరీ వెళ్ళండి మరి అంతేనంటావా బానే ఉంది వీళ్ళేంటి సొంత ఇంటి కంటే స్ట్రాంగ్ గా పుట్టింటి కంటే పర్మనెంట్ గా సెటిల్ అయిపోయారు నా బుర్రెప్పుడు షార్ప్ గా ఉండేది ఇవాళ్ళేంటి ఇలా బోల్తా కొట్టాను ఒరేయ్ నా బుర్ర కొంచెం పదును పెట్టు ఇక చాలే పదును ఎక్కువైపోయి గుడ్డ అయిపోగలదు ఓకే ఇప్పుడు ఫ్రెష్గా ఫోర్ ఐడియాస్ వచ్చాయి ప్రయోగిస్తా దెబ్బకి పారిపోతారు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాపం జయాపం జయపించం అక్షరం అంబదం సర్వమంగళమ ఆ సీట్ నాది కూర్చోకో ఏ ఆ సీట్ నాది అమ్మా కూర్చోకో ఆహా వెళ్ళు ఆంజనేయులు ఆంజనేయులు ఇడ్లీనే బౌల్ బౌల్లోనా ఆ నిండుగా సాంబార్ పోసి ఇడ్లీ నెయ్యి వెయ్యి ఇడ్లీ మొలగాలి నెయ్యి తేలుతూ ఉండాలి నాకు అరడజను ఉల్లి దోశ సాంబార్ బదులు టీయా నువ్వు నోర్మై ఇడ్లీ మునిగి నెయ్యి తేలాలా ఏమిటి అరడజనే చెప్పావు శనివారం కదా సరిపెట్టుకుంటా సాయంత్రం నిన్ను రెడీయా తెస్తున్నామ్మా తెస్తున్నా దోశ విత్ అరడజన్ ఉల్లి అది కడుప కంబాల చెరువ సాంబార్ ఎలా ఉంది బాబాయ్ వాడు చాలా బాగుంది కొంచెం చింతపండు తక్కువైంది అంతే ఏంట్రా నువ్వు మరీ సెంటిమెంటల్ ఫూల్లా ఉన్నావు నా ఐడియా ఫెయిల్ అయిందనే కాదు సార్ వాడు ఉల్లి పవర్ నా పవర్ ఏంటో ఈ రాత్రికి చూపిస్తా హలో హలో శాంత అంజికి ఒక్క నిమిషం అన్నయ్య ఏమండి ఏంటి ఈ మధ్య అంజని కెవ్వు అని పిలుస్తున్నావా బాగుందే నువ్వే ఇంత స్టన్ అయితే వాళ్ల షాక్ ఇమాజిన్ చేయి ఏమిటి అవతారం తడుసుకు చచ్చాను విలన్స్ కోసం వేసిన అవతారం దెయ్యంలా వాళ్ళిద్దరినీ భయపెడితే తలప్రాణం తోక్కొచ్చి పిక్కబలం చూపెడతారు ఈ ఏరియాలోనే కనిపించకుండా పారిపోతారు కేవ్ ఒరే కేవ్ హలో కేవ్ మిస్టర్ కేవ్ హలో ఏంటి వాళ్ళని పంపేశావా దానికే ఓ బ్రహ్మాండమైన ఐడియా వేశా వాళ్ళని నిర్మోహమాటంగా పొమ్మని చెప్పకుండా ఈ ఐడియాలు ఎందుకురా ఒకసారి నీ బుర్ర పక్కన పెట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ గా గెట్ అవుట్ అని చెప్పు ఈయన బుర్ర పక్కన గాక నిబ్బరంగా పెట్టింది ఎప్పుడు గనుక అన్నయ్య నీకెందుకు లీవ్ ఇట్ టు మీ నేను వాళ్ళని టెక్నికల్ గా బయటికి పంపిస్తా ఇప్పుడు తమాషా చూడు హలో అన్నయ్య అన్నయ్య కాదు ఆయన ఆ కళ్ళ కంతలు కాస్త పెద్ద చేసుకుని చూడొచ్చు కదా మాకు తెలుసు చెయ్యి గాలి లేదు మళ్ళీరా ముస్తోణ్ణి కాను దెయ్యాన్ని అయితే భయపడాలా మరి పడరా నువ్వు దెయ్యాను అని ప్రూఫ్ ఏమిటి ఐడెంటిటీ కార్డు ఉందా లేదు పోనీ సర్టిఫికెట్స్ ఉన్నాయా లేవు అయితే నీకు టెస్ట్ పెట్టాలి రిటర్న్ ఓరలా కార్పొరల్ అంటే కొడతావా అవును ఈ బెల్ట్తో కొడితే దెబ్బ తగిలిందనుకో నువ్వు దెయ్యానివి కాదు తగలకపోతే దెయ్యానివే ఓకే ఓకేనా నొప్పిగా ఉందా లేదు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు నొప్పిగా ఉందా అస్సలు లేదు ఓకే ఈ పేపర్ పాస్ అయ్యో next paper stamina test stamina టెస్టా అవును మనుషులైతే ఏదైనా ఎక్సర్సైజ్కి పదిహేను ఇరవై నిమిషాల్లో అలసిపోతారు దెయ్యాలకు అలుపు ఉండదు నువ్వు బలంగా నా కాళ్ళు నొక్కు రెండు గంటలు నాన్ స్టాప్గా చేస్తే నువ్వు దెయ్యానివని ఒప్పుకోక తప్పదు నొప్పు ఎక్కడికి వెళ్తున్నావు నా కాళ్ళు కూడా నొక్కో చేతులు పడిపోయేలా కాళ్ళు ఎందుకు పట్టారు సార్ వాడు వాతలు తట్టుకోలేక దుప్పటి కంటే బ్లాంకెట్ కప్పుకుంటే తక్కువ తగిలేవంటారా నిన్ను కప్పెడితే తక్కువ తగిలే కాఫీ తగిలట్టు ఆంజనేయులు ఏమిటయ్యా పొద్దున్నీ కనపడలేదు రాత్రి కానీ సెకండ్ షో సినిమాకి వెళ్ళి గా లేచేవేమిటి సాయంత్రం నుంచి గడప దాటకుండా ఇలాగే పడుకున్నాను ఒంట్లో నలతగా ఉంటాను అయ్యయ్యో అలాగా ఏదైనా నువ్వు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు అంజు సార్ వాడు కాఫీ సగం కారణం ఈ కాఫీలు టీలే వీటిని టోటల్గా కట్ చేసేయాలి కట్ చేసేయాలా అవును నేను ఇక నుంచి ప్యూర్ ఫ్రూట్ జ్యూస్ తప్ప ఇంకేం తాగదలుచుకోలేదు morning tomato juice afternoon mango juice evening orange juice night ధాన్యం జ్యూస్ నువ్వు కూడా ఇలా ఫాలో అయితే బెటర్ అబ్బాయి అలాగే బాబాయ్ అలాగే అంటే కుదరదు అబ్బాయి ఇదిగో సర్వం నువ్వు వెంటనే వెళ్ళి అర్జెంటుగా నేను టమాటో జ్యూస్ పట్రా ఆ యూజ్లెస్ ఫెలోకి జ్యూసులు చేయటం వచ్చో రాదో రే ఆపు ఎన్ని చేసావు ఒకటే సార్ వాడు ఆ రెండోది నేను చేస్తా తప్పుకో అర కేజీ పండు మిర్చి ఇది బాబాయికి ఇది నాకు ఈ దెబ్బతో బాబాయి దుబాయ్ పరార్ తీసుకోండి అరే రే ఇందాక పెప్పర్ వేయమని చెప్పడం మర్చిపోయాను అది ఉంటే ఆ ఘాటే వేరయ్యా ఘా ఓకే ఒరే సర్వం బాబాయికి కొంచెం మిరియాలు పొడి పెట్టరా ఘాటుగా ఉండాలంటా అక్కడ కూడా తీసుకోండి <laughs> అలా కాదు బాబాయ్ కొంచెం పెద్ద సిప్పులు వేయాలి టమాటా జ్యూస్ అంటే కొంచెం పెద్ద పెద్ద గుటకలు వేయాలి అమ్మో వీడు చాలా గట్టి పిండం మొత్తం కెనాలకే లైనింగ్ వేసినట్టున్నాడు మామూలు మనిషి అయితే ఈ పాటికి ర్యాకెట్లో పైకెళ్ళుండేవాడు అలా కాదు బాబాయ్ జ్యూస్ ఫాస్ట్గా తాగాలి ఇంతకంటే ఫాస్ట్గా తాగడం ఎలా అబ్బాయి ఎలాగా నేను తాగి చూపెడతా చూడు ఒక్క క్షణం ముందు అంజకి తెలీదు ఏం జరిగిందో ఘా ఓకే ఒరే సర్వం బాబాయ్కి కొంచెం మిరియాల పొడి పెట్టరా ఘాటుగా ఉండాలంట ఏమిటి నువ్వు నిజంగా ఫాస్ట్గా తాగలవా ఎత్తిన గ్లాసు దించకుండా ఈ పండు మిర్చి పవర్ తగ్గి కిందికి దిగాలంటే ఓ వారం రోజులు పట్టొచ్చేమో అతిథి వద్దోభవ